మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం యథావిధిగా ఇప్పుడు మనము ముఖ్యమైన తేదీలు వాటి ప్రాముఖ్యత గురించి మిగతా అంశాలు తెలుసుకుందాం అంతకుముందు మనము ఏప్రిల్ నెల వరకు తేదీలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనము మే నెలకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి మే నెల ఈ నెల మే నెలకు సంబంధించిన అంశాలుగా తీసుకున్నట్లయితే మే ఒకటో తేదీన ఏం జరుపుకుంటామంటే ఇది అందరికీ తెలిసిందే ప్రపంచ కార్మికుల డేను కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటాం దాన్నే మే డే అంటారు ఏమంటారు మే డే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే ఒకటో తేదీన జరుపుకుంటాం అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది మే ఒకటో తేదీకి సంబంధించిన విషయం నెక్స్ట్ మే మూడవ తేదీని ఏం జరుపుకుంటామంటే ప్రపంచ పత్రికా దినోత్సవం అంటే పత్రికా స్వేచ్ఛా దినాన్ని పాటిస్తూ ఉంటాం చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ ఇది అంటే పత్రికకు సంబంధించిన స్వేచ్ఛా దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే మూడవ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ గడుగుతున్నారు కాబట్టి పత్రిక స్వేచ్ఛా దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే మూడో తేదీన విషయం అని మాత్రం మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఆ రోజునే మనం ఒక దినాన్ని జరుపుకుంటాము ప్రపంచ ఆస్తమా దినం ప్రపంచ ఆస్తమా దినం అంటే ఉబ్బసానికి సంబంధించిన రోగం అన్నమాట ఇది ఆ దినాన్ని ఏమంటే ఆస్తమా దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాయంటే మే మూడో తేదీన అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది మే మూడుకు సంబంధించిన విషయం అనమాట నెక్స్ట్ మే ఐదో తేదీన ఏం జరుపుకుంటామంటే ప్రపంచ అథ్లెటిక్ దినం అథ్లెటిక్ దినాన్ని ఆ రోజు జరుపుకుంటాం అంటే క్రీడా సంబంధమైన అంశాలు మొత్తం కూడా అంటే కండపుష్టి బలిష్టి రావాలంటే అన్ని ఆటలు ఆడాలా ఆ ఆటలకు సంబంధించిన అథ్లెటిక్ దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే ఐదవ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అది మే ఐదో తేదీకి సంబంధించింది నెక్స్ట్ మే ఎనిమిదో తేదీని ఏం జరుపుకుంటామంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటాం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటాం అంటే మే ఎనిమిదో తేదీని జరుపుకుంటాం రెడ్ క్రాస్ అని తెలుసు కదా మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యధిక అంటే అత్యవసర సమయాల్లో మనకు సహాయం అందించడానికి మన రక్తం సరఫరా చేయడానికి ప్రధానం కృషి చేసిన సంస్థ ఏమిటంటే రెడ్ క్రాస్ అనే విషయాన్ని మీరు గమనించాలి ఆ దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటూ ఉంటామంటే మే ఎనిమిదో తేదీని జరుపుకుంటాం చెప్పుకుంటాం విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మే ఎనిమిది ఏం ఏం జరుపుకుంటాం మనం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మనము మే ఎనిమిదో తేదీని జరుపుకుంటాం ఫ్రెండ్స్ అది మే ఎనిమిదో తేదీకి సంబంధించిన విషయం నెక్స్ట్ మే తొమ్మిదవ తేదీన మనం ఏం జరుపుకుంటామంటే మన మహా మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతిని జరుపుకుంటాం రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతిని ఏ రోజు జరుపుకుంటాం మనము మే తొమ్మిదవ తేదీని జరుపుకుంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం జనగణమన దాని మనకు సంబంధించి దాన్ని పాడిన వ్యక్తి మొట్టమొదటి దాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎన్నే గాంధీజీ ఏమన్నంటే గురుదేవా అన్నాడు గురుదేవ్ అన్నాడు అనమాట ఆయన ఈయన మొత్తం కూడా చాలా అనే విషయాన్ని మీరు మంచి కవిగా మంచి ప్రసిద్ధిగా అంచాడు ఆయన యొక్క జయంతిని మనము ఏ రోజు జరుపుకుంటామంటే మనము మే తొమ్మిదవ తేదీని జరుపుకుంటామనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది మే తొమ్మిదికి సంబంధించిన విషయము నెక్స్ట్ మే పదకొండు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మే పదకొండవ తేదీన మనం ఏం జరుపుకుంటామంటే జాతీయ సాంకేతిక దినాన్ని పాటిస్తూ ఉంటాం సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీ డే అంటారనమాట అంటే రాజస్థాన్లోని పోక్రాన్ అనే ప్రదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు పరీక్షలు చేశారంటే ఎప్పుడు మొత్తం కూడా దాన్ని అనుపరీక్షలు చేశారంటే మే పదకొండు తేదీ చేశారు కాబట్టి ఆ రోజు మనం ఏం జరుపుకుంటారంటే జాతీయ సాంకేతిక దినం సైన్స్ అండ్ టెక్నాలజీ డేని మనం ఏ రోజు జరుపుకుంటారంటే మే పదకొండు తేదీ జరుపుకుంటారనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అనే విషయాన్ని కూడా మీరు ఈ సందర్భంగా గమనించాలి ఫ్రెండ్స్ ఇది మే పదకొండుకు సంబంధించింది నెక్స్ట్ మే పన్నెండు తేదీని మనం ఏం జరుపుకుంటారంటే Amen. జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటాం జాతీయ నర్సుల దినోత్సవం మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే పన్నెండవ తేదీన జరుపుకుంటారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది మే పన్నెండుకి సంబంధించింది నెక్స్ట్ మే రెండో ఆదివారం మే రెండో ఆదివారం మనం ఏం జరుపుకుంటామంటే తల్లుల దినోత్సవాన్ని అంటే మదర్స్ డే మదర్స్ డేని మనం మే రెండో ఆదివారం జరుపుకుంటానే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ మే రెండో ఆదివారం ఏం జరుపుకుంటాం మనము తల్లుల దినోత్సవం తల్లుల దినోత్సవం మదర్స్ డేను జరుపుకుంటాం విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ మనం మాతృమూర్తి మొదటి గురువు ఎవరే అంటే తల్లి ఆ తల్లిని గుర్తు చేసుకోవడం కోసం మనం మే రెండో ఆదివారం జరుపుకుంటాం విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది మే రెండో ఆదివారానికి సంబంధించిన విషయం నెక్స్ట్ మే పదమూడో తేదీని మనం ఏం జరుపుకుంటామంటే జాతీయ సంఘీభావ సౌభ్రతత్వ దినంగా జరుపుకుంటాం సంఘీభావ లేదా సౌభ్రతత్వం సౌభ్రతత్వం అంటే అర్థం ఏంటంటే సోదరభావం సంఘీభావం అంటే అర్థం ఏంటంటే మనందరము కలిసిమెలిసి ఉండే భావనే ఈ సౌభ్రతత్వము సంఘీభావం అనే దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే పదమూడో తేదీని జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది మే పదమూడుకు సంబంధించిన విషయం నెక్స్ట్ మే పదిహేనో తేదీన మనం ఏం జరుపుకుంటామంటే అంతర్జాతీయ కుటుంబ దినాన్ని పాటిస్తూ ఉంటాం అంతర్జాతీయ కుటుంబ దినాన్ని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే పదిహేనో తేదీన జరుపుకుంటాను విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఇది మే పదిహేనుకి సంబంధించింది నెక్స్ట్ మే పదహారో తేదీన మనం ఏం జరుపుకుంటామంటే రాష్ట్రీయ గౌరవ దినస్సు మన రాష్ట్రానికి సంబంధించిన గౌరవానికి సంబంధించిన ఒక దినం ఉంది ఆ దినం ఏంటి మే పదహారు దాన్ని ఏ విధంగా జరుపుకుంటామంటే మనము రాష్ట్రీయ గౌరవ దినస్సుగా మనం జరుపుకుంటాం విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది మే పదహారుకు సంబంధించిన విషయం నెక్స్ట్ మే పదిహేడు తేదీన మనం ఏం జరుపుకుంటామంటే ప్రపంచ టెలికాం దినం ప్రపంచ టెలికాం అంటే ఆ టెలిఫోన్ ఆ రోజు కనుగొన్నారు కాబట్టి ఆ రోజు మనం ఏ దినంగా పాటిస్తూ ఉన్నామంటే మే పదిహేడవ తేదీన ప్రపంచ టెలికాం టెలికాం దినంగా మనం పాటిస్తున్నాం అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది మే పదిహేడుకు సంబంధించిన విషయం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మే ఇరవై ఒకటి తేదీన చాలా చాలా అంటే ఎక్కువగా ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మే ఇరవై ఒకటి తేదీన మనం ఏం జరుపుకుంటామంటే ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటూ ఉంటాం ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే మన భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి రాజీవ్ గాంధీని ఆ రోజు ఉగ్రవాదులు చంపేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఉగ్రవాద వ్యతిరేక దినంగా మనం అందుకే రాజీవ్ గాంధీ వర్ధంతి చనిపోయిన రోజున మనం ఏ విధంగా జరుపుకుంటూ అంటే ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోండి ఆ రోజు ఆ ఉగ్రవాదుల యొక్క వాళ్ళ దెబ్బకి బలైన వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ ఆ రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా మనము మే ఇరవై ఒకటి తేదీన ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న విషయం మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది ఇరవై ఒకటికి సంబంధించింది నెక్స్ట్ మే ఇరవై రెండు తేదీన మనం ఏం జరుపుకుంటామంటే ప్రపంచ జీవ వైవిధ్య జీవ వైవిధ్య దినోత్సవము దాన్ని ఏమంటారంటే బయో డైవర్సిటీ డేగా బయో డైవర్సిటీ డే డే డేగా పాటించేది ఎప్పుడంటే మే ఇరవై రెండో తేదీన ప్రపంచ జీవ వైవిధ్య దినాన్ని మనం ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే ఏ రోజు జరుపుకుంటామంటే మనము మే ఇరవై రెండో తేదీన జరుపుకుంటాం విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది మే ఇరవై రెండుకు సంబంధించిన విషయం నెక్స్ట్ మే ఇరవై నాలుగో తేదీన మే ఇరవై నాలుగు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మే ఇరవై నాలుగు మనం ఏం జరుపుకుంటాం అంటే కామన్వెల్త్ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం కామన్వెల్త్ దేశాలు అంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలను ఏమంటారంటే కామన్వెల్త్ దేశాలు అంటారు ఈ కామన్వెల్త్ దేశాలన్నీ కలిపి కలిపి ఒక దినంగా పాటిస్తూ ఉంటారు అది ఏ రోజు అంటే మే ఇరవై నాలుగో తేదీన కామన్వెల్త్ దినోత్సవాన్ని పాటిస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది కామన్వెల్త్ ఏర్పడిన సందర్భంగా ఆ దినాన్ని మనం కామన్వెల్త్ దినోత్సవంగా పాటిస్తాం ఫ్రెండ్స్ అది మే ఇరవై నాలుగుకి సంబంధించింది నెక్స్ట్ మే ఇరవై తొమ్మిది తేదీన మనం ఏం జరుపుకుంటాం అంటే ఎవరెస్ట్ దినాన్ని పాటిస్తూ ఉంటాం అంటే మొట్టమొదట ఎవరెస్ట్ని ఎక్కింది ఎప్పుడంటే మే ఇరవై తొమ్మిదో తేదీన కెన్సింగ్ నార్కే అని అతను మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ని ఎక్కడం జరుగుతుంది ఆ ఎక్కిన సందర్భంగా ఆ ఎక్కిన దినం సందర్భంగా ఎవరెస్ట్ దినాన్ని మనం ఏ రోజున జరుపుకుంటామంటే మనము ఏ మే ఇరవై తొమ్మిది తేదీ జరుపుకుంటాం విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ అది దానికి సంబంధించింది లాస్ట్ అండ్ ఫైనల్ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే ముప్పై ఏడు తేదీని జరుపుకుంటాను విషయాన్ని గుర్తుపెట్టుకోండి పొగాకు వ్యతిరేక దినోత్సవం అంటే అర్థం ఏంటంటే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పొగాకును వేసుకోవద్దని చెప్పి ఆ మే ముప్పై ఏడు తేదీన మనము ఏ విధంగా జరుపుకుంటామంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాను విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఇది మే నెల కెరియర్కి సంబంధించిన విషయాలు మొత్తం కూడా మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ